Yeah. వెళ్ళిపోతుందే దేశం దిక్కు తోచకుండా చేసావే ఏ శత్రు హల్చల్ చేసినా గాని చుక్కలు చూపించి పంపామే ఏ సంక్షోభానికి లొంగలే ఏ సావాసానికి దక్కలే ఏ ఆస్తి దోస్తి కుస్తి వట్టిన చావును సమ్మంగా తెస్తివే ఆ చచ్చి మసీదు గుళ్ళను మూసి కత్తి కాసి చూస్తివే పోలీసు డాక్టరు స్వీపరులంటే తుక్కరేగి చస్తివే అరే కక్షగట్టి ఎట్టా వస్తివే నీ కష్టం చెయ్య మీద కొనుక్కుపాయనే నవ్వుల పోతుకు అడ్డంగా వచ్చి పడ్డావే ఓ బుజ్జి ముండా నయకుల నరా తెంపావే పిజ్జా దని ఇంటి వంటే ముద్దని బలంగా గుర్తి చెప్పావే బంగారు కొండ అనాథ పునాదన్నావే దురంకార రాజ్యాలను అణిచివేతివే దురంకార ముష్కరు ఇస్తే ప్రాణమిచ్చావే మొండి కరోనా ఎని సుకృతులను మోసుకొచ్చావే ప్రకృతికే ప్రాణమిచ్చావే మొండి కరోనా ఎని సుకృతులను మోసుకొచ్చావే